Hi hello friends this is Satish ఈరోజు మీకు జాబ్ కోసం మనం పోర్టల్స్లో మన రెజ్యూమే పోస్టింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి so will start we need to enter Google and yeah so వెబ్సైట్స్లో నెంబర్ వన్ టాప్ పొజిషన్ వచ్చేసి నౌకరీ అండి so we'll enter into Naukri and open the Naukri site okay and here we find jobs job సెక్షన్లో కింది ఫస్ట్ వన్ సెర్చ్ జాబ్స్ అండి తర్వాత అడ్వాన్స్ సెర్చ్ నేను ఇది కూడా చెప్తానండి ఎలా మనం జాబ్ సెర్చ్ చేసుకోవాలి ఎలా మనము అప్లై చేయాలి to get more you know jobs అంటే మీరు అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా కాల్స్ రావడం కోసం ఎలా చేస్తే బాగుంటుంది అనేది అది కూడా చెప్తానండి ఫస్ట్ మనము పోస్టింగ్ చూద్దామండి so register now register now తర్వాత దాన్ని క్లిక్ చేస్తే మీకు టూ ఆప్షన్స్ వస్తున్నాయండి ఇఫ్ యు ఎ ఫ్రెషర్ మీరు ఫ్రెషర్ మీద క్లిక్ చేయొచ్చు లేదు అంటే ఐఎమ్ ప్రొఫెషనల్ ఇప్పుడు మీకు one year two year experience ఉన్నా కానీ మీరు ఐఎమ్ ప్రొఫెషనల్ మీద క్లిక్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రెషర్ ఇది నేను ఫ్రెషర్స్ గురించి చేస్తున్నాను కాబట్టి ఐ క్లిక్ ఐఎమ్ ఫ్రెషర్ ఇవి ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి వేరే మా ఫ్రెండ్స్కి చేసేవాడిని సో ఆ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను okay so here enter your name పేరు ఏదైతే అది ఇవ్వండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను Satish okay email ID email ID any email ID మీరు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలండి ఫ్రెష్ ఈమెయిల్ ఐడి తీసుకోండి పాత ఈమెయిల్ ఐడి ఏదైతే ఆల్రెడీ యూజ్ ఉందో అది పెట్టకండి ఎందుకంటే ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చినప్పుడు మీరు ఆ ఈమెయిల్స్ డిలీట్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు జాబ్స్ కోసం అని చెప్పి ఒక సపరేట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది ఇక్కడ ఇవ్వండి సో నేను ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను ఓకే ఆల్రెడీ మనం యూజ్ చేసి ఉందంటే మాత్రం ఇది యాక్సెప్ట్ చేయదు so I need to give a new email ID which is not used Gmail dot com okay ఉండే పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి చిన్నది ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి ఇవ్వండి and number personal number personal number ఇవ్వండి ఇది నేను నా పర్సనల్ నెంబర్ ఇక్కడ ఇవ్వట్లేదు మీకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే కరెంట్ లొకేషన్ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆప్షన్ ఇవ్వండి హైదరాబాద్ అయితే హైదరాబాద్ వరంగల్ అయితే వరంగల్ ఎక్కడ ఉంటే అక్కడ ఆప్షన్ ఇవ్వండి ఓకే ఇక్కడ ఆల్రెడీ స్క్రోల్ మీద ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటేనే మనకు యాక్సెప్ట్ అవుతుంది మీ రెజ్యూమే అప్లోడ్ చేయండి రెజ్యూమే అనేది డెస్క్టాప్లో సేవ్ చేసి పెట్టుకోండి ఆల్రెడీ సేవ్ చేసిన రెజ్యూమే అప్లోడ్ చేసేయండి నేను ఎగ్జాంపుల్ కోసం ఇదొక ఇదొక రెజ్యూమే అప్లోడ్ చేస్తాను ఇక్కడ రెజ్యూమే అప్లోడ్ చేసాక రిజిస్టర్ నో అని మీరు క్లిక్ చేస్తే మీ రెజ్యూమే అప్లోడ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది అండి మీరు మీ పోర్టల్ నెంబర్ వన్ పోర్టల్ నౌకరీలో పోస్ట్ చేసే విధానం వన్స్ మీకు పోస్ట్ చేశాక నేను రేపు నుంచి మీకు ఇంకొక వీడియో తయారు చేస్తానండి రేపు అందులో జాబ్ సెర్చ్ ఎలా చేయాలి మనం అప్లై ఎలా చేయాలి ఇంకా డైలీ మీ రెజ్యూమే ఫ్రెష్ చేస్తే రిక్రూటర్స్ ఈజీగా మీ రెజ్యూమెస్ పిక్ చేసి మీకు కాల్స్ వచ్చే చాలా కాల్స్ వచ్చే విధంగా మీకు చూపెడతాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి and if you want you can you know send your resume so that నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు హెచ్ఆర్ టీమ్స్లో మీకు ఏదైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను you can send it to the same email ID here which I mention in the Naukri email ID so you can send it to that and also నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ ఈమెయిల్ ఐడికి పంపించండి మీ అప్డేటెడ్ రెజ్యూమే ఏమైనా ఉంటే కంపల్సరీ హెల్ప్ చేస్తాను Thank you. Have a great day.